కీర్తన గ్రంథం ఇరవై మూడు ఒకటి నుంచి ఆరు యహోవ నా కాపరి నాకులేమి కలగదు పచ్చికల చోట ఆయన నన్ను పరుండ జయించున్నాడు శాంతి గల జలంలో నన్ను నడిపించున్నాడు నా ప్రాణం నాకు ఆయన సెదరిచుచున్నాడు నా నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు గాఢన క్రాయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు నీవు నాకు తోడే ఉండదు నీ దుడ్డికెరవు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిండె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినమునంతయు కృపాక్షయంలో నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసం చేసేదను